రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైనను మంత్రి గారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా మన పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారి సహకారంతో ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం అభివృద్ధి అంతా ఆగిపోయింది అయినా కానీ ఈ సప్పుడు నాకు అడ్డగోలి వస్తుందన్న రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైనను మంత్రి గారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా మన పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారి సహకారంతో ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం అభివృద్ధి అంతా ఆగిపోయింది అయినా కానీ ఈ సప్పుడు నాకు అడ్డగొల్లి వస్తుందన్న రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైనను మంత్రి గారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా మన పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారి సహకారంతో ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం అభివృద్ధి అంతా ఆగిపోయింది అయినా కానీ ఈ సప్పుడు నాకు అడ్డగోలు వస్తుందన్న